Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, welcome to Nani Tech and Videos. Feather in one's cap anaga a new and additional distinction. Feather in one's cap అనగా అతనికి లభించినటువంటి కొత్త గౌరవము లేదా అతనికి లభించినటువంటి కొత్త అనుభూతి అన్నట్టుగా మనం చెప్పవచ్చు హానర్ లేదా ఇంటిగ్రిటీ ఆఫ్ యాన్ అచీవ్మెంట్ సాధించిన దానికి గుర్తింపు పూర్వపు రోజుల్లో సైనికులు యుద్ధాలు చేసి గెలిచి రావటం వల్ల వారి యొక్క క్యాప్స్కి ఫీదర్ని యాడ్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఎన్ని యుద్ధాలు చేసి ఎంతమందిని ఎనిమిస్ని కిల్ కిల్లుడ్ చేస్తే వారికి అన్ని ఫీదర్స్ లభించాయి అతన్ని బ్రేవరీ అండ్ నేషనలిజంగా గుర్తిస్తారు మరి feather in feather in one's cap అనగా a new and additional distinction మరి ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే if someone has achieved a feather in one in is cap he can be proud of it ఎవరైనా సరే ఒక కొత్త మరి ధైర్యాన్ని అతడు సాధించినటువంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నప్పుడు అతను ప్రౌడ్ అవ్వచ్చు అతడు గర్వించదగిన వాడు example it's a real feather in one's cap to be playing for a con for the కంట్రీ తన దేశం కొరకు అతడు అన్ని ప్రపంచ దేశాల ముందల పోరాడటము అతనికి ఒక ఒక హానర్ని ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ఆటకు అతనుకు ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ లాగా మారిందన్నమాట ఇది ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ అనగా a new and additional distinction అతడు కొత్తగా లభించినటువంటి విజయం అని చెప్పవచ్చు okay friends bye subscribe Nani tech in videos 来。